హెడ్ ఎవరిది టేల్ ఎవరిది నేను హెడ్ నేను టేల్ ఓకే hmm. ah. కదలొద్దు అలాగే ఉంది ah. ఏ ఇదేంటి హెడ్ మీద టైల్ పడింది అయితే మేము ఫీల్డింగ్ చేస్తాం ఓకే మేము batting okay okay command players Appaji century చేయాలి డెఫినెట్ ఆడాలి అమృతం అప్పాజీ గారు విష్ ఉండండి భూమికి ముద్దు పెట్టుకోవాలి వీడు నేలను ముద్దెట్టాడంటే సెంచరీ గ్యారంటీ అమృతరా Mm. అప్పతి గారు మాట ముందు నేనే బ్యాటింగ్ చేస్తాను శ్రీలంకలో నేర్చుకొచ్చానుగా ఫస్ట్ బాలే ఫోర్ కొట్టాలి ఎక్కడికి ఎక్కడికాడు అలా బాల్ తీసుకెళ్ళిపోతున్నాడు వామో ఎంత స్పీడ్ వేస్తాడు నైంటీ కిలోమీటర్లా కాదు మైల్ ఫ్రిడ్జ్ డోర్ ఎవరు తీసిందే చలేసిపోతుంది ఏంట్రా ఏంటది అర్థం కాలేదా స్వెటర్ స్వెటర్ లేదా లేదా ఇంత ఎండలో చలేస్తుందేంట్రా ఓకే mm Hmm. ఎవరున్నారు అక్కడ ఎవరుంటో ఏంటి వీడే నేనా ముంగిలి అడి చూస్తావే సార్ ఇందాక నుంచి సైడ్ స్క్రీన్ ఎదురుకుండా వీడు నాకు అడ్డొచ్చేస్తున్నాడు అయితే కీపర్ బాల్ ఇస్తాను బౌలింగ్ చేయమని చెప్పు వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళి బ్యాటింగ్ చేయి నేను చెప్పాను వెళ్ళవయ్యా ఇగో నువ్వు వెళ్ళి బౌలింగ్ చేయి ఇదేంటి రాజమండ్రి ఎక్స్ప్రెస్ లో వచ్చేస్తాడు ఏసాడు ఏసాడు ఇదేంటి right hand batsmen left hand batsmen అయిపోయాను bowling bowling bowling very good bowling ఇది బాల్ ఎప్పుడు వేసాడు ఏమో బౌలింగ్ రా మామా బౌలింగ్ కట్టి కనిపించట్లేదు అయిపోయి వచ్చేట్లేదు అడుగు phát it. Power up. Yeah. ఏం కొట్టావు నువ్వు షంటావు గుడ్ బౌలింగ్ గుడ్ బౌలింగ్ ఇంటి వండర్ గారు ఆవేశ వద్దు డిఫెన్స్ ఆడండి డిఫెన్స్ కోచ్ ఏమని చెప్పాడు ఫార్వర్డ్ డిఫెన్స్ అంటే కాళ్ళు దూరంగా ఉండాలి గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఏం కోచోయ్యా నీ మాటిని కాల్ చాచాడు బాల్చి తనేశాడు నువ్వు వెళ్ళండి నేను ఇది ఎంసెట్ కాదమ్మా క్రికెట్ నువ్వు కూర్చో ఇది రంజీ లెవెల్ గల్లీ లెవెల్ కాదు ఆల్ బాగా ఆడండి థ్యాంక్ యూ రెంట్ వసూలు చేసిన తీజీ అనుకున్నావా బ్యాటింగ్ కూర్చో ఇదిగా స్కోర్ బోర్డ్ చూసావా చూసాను <laughs> ఎంత ఉందా జీరో ఫర్ వన్ రంజే ఎక్సైల్ తర్వాత ఆళ్ళగా వికెట్లు తన్నేకు జాగ్రత్త బొమ్మలేస్తాడేంటి రై చాలా కటింగ్లు ఉన్నాయి నీ దగ్గర అరగంట ఏంది వచ్చి పోగంట ఆడితే నువ్వు టైం వేస్ట్ చేయకరా ఓవర్లు తగ్గించేస్తారు మనకే వచ్చే వచ్చే రావద్దు రావద్దు రావద్దు రావద్దురా చెబుతాడా కన్ఫ్యూజ్ కాకరా నేను చెప్పేది నేనేమో అటు వెళ్తా నువ్వేమో ఇటు వెళ్ళు ముగ్గు మీద బ్యాట్ అట్టు ముగ్గు మీద బ్యాట్ నాలుగు సార్లు అటు ఇటు పరిగెట్టారు అయినా ఒక్క రన్ కూడా రాలేదు చేచే వచ్చాయి రంజిత్ చిన్న కొట్టేరా కొట్టు ఎక్కడికి వెళ్ళింది నేను ఒప్పుకోను ఇది వన్ టప్ క్యాచ్ ఇదే నేల వంట పోవడానికి ఇంచుమించు అంతే అది మట్టే రే ఇప్పుడు ఎంత ఉందా జీరో ఫర్ టూ నేను వెళ్తాను ఇప్పుడైనా లిమిటెడ్ అవర్ అమ్మా ఇది మల్టిపుల్ చాయిస్ కాదు కూర్చో సర్వా లే మినిమం ఆరు సిక్స్ కొట్టాలి రే రండి రండి ఆంజలు వేస్ట్ సాంబారు బాగా నేను తిన్నావేంటి నేను తగలే ప్రపంచంలో ఎవడ ఉండరా కెళ్ళి తింటూ క్రికెట్ ఏయ్ ఇది ఏమన్నా ఉమ్ముతోట అనుకున్నావా ఏంటయ్యా చి ఏంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వా వెళ్ళవయ్యా ఒరే అరవమేళం ఆట పట్టులో ఫీల్ అవుతావు ఆటలు అరటి పండువి ఏమి రాజారా నీకు ఏమన్నా వస్తే నా దగ్గర ఎందుకు పని చేస్తారు మీరు ఎక్కడ ఉంచున్నామండి ఆ పక్క వచ్చి రాలేదా ఇక్కడ ఆడతావా అలా ఆడొచ్చండి ఆడకూడదు ఇదేంటిది గోలిగా అగా సరే నేను బయట తీసుకెళ్ళిపోయాను అంతే ఇప్పుడైనా లేడీస్ లాస్ట్ నేను పంపించినప్పుడు వెళ్ళి కానీ ఏ ఏమిటి ఒకటే పేడ కట్టావు రన్నింగ్ ఈజీగా ఉంటుందని పెవిలియన్ సర్వం చేసే పరువు తీసావు కదరా ఎంత బరువు ఉన్నావయ్యా అమృతం ఆ. మేము వేసిన బాల్ కనపడుతుందా లేదు ఫాస్ట్ గా చేస్తున్నారు పోనీ బాల్ ఎలాగా కనపడలేదు ఓసారి స్కోర్ బోర్డ్ చూడు ఎంత ఉందా జీరో ఫర్ త్రీ అది మరి అయ్యో ఇదేంటి ఈ వీడు ఎవరు వచ్చిందంటే రండి ఆగు ఏంటా కంగారు నేను వస్తున్నాను కదా ఓ ఊపేకండి ఇక్కడ వచ్చి చూపండి చేయబట్టేది ఏమైందండి కనెక్ట్ అయిందయ్యా సాలిడ్ గా అయ్య బాబా అబ్బా చూడు ఏమైందో ఎవరైనా సారల్ డ్రైవర్ వేసుకుంటారా క్రికెట్ కి రేట్ డ్రైవర్ వేసుకోవాలి కట్ డ్రైవర్ వేసుకోవాలి దీంట్లో మామూలు గార్డు నిలబడదండి మరి ఏ గార్డు వేసుకోవాలి స్పెషల్ గార్డు కావాలి బోల్ ఇది మీకు కరెక్ట్గా ఉంటుంది అంటే అన్నం అంటారు తో పనేంటి మీకు అవుట్ ఎవడైనా బాల్ పట్టుకుంటారా బౌలింగ్ లో చెప్తానరా మీ పని అబ్బా ప్లీజ్ పంపించండి ఏంటండి అబ్బాయి ఆంజనేయులు ఆంజనేయుడు ఎరగదేస్తాను అన్నాడు చూడు ఎట్ట సింధూరం జాగ్రత్తగా బ్యాట్ తెలుసులే నువ్వు కూర్చో ఏమే అమృతం ఇప్పుడు చూడు చూసా zero for four <laughs> zero for four నువ్వు ఆడేది one day match five days match practice అవ్వాలా అంటే రేపు ఆడతావు మ్యాచ్ రేపే ఆడతాం నిన్ను అనకూడదురా మా సెలక్షన్ కమిటీని అనాలి అందుకే మ్యాచ్ అయ్యాక ఉందిరా నీ పని రే తగలక తగలక తగిలితే ఏంటి కనిపిస్తారు మరి ఇది ఇప్పుడు ఏ కనిపించదా నీకు జీరో ఫోర్ ఫైవ్ ఏం బజ్జి తమరు బౌలరా బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ ఓహో రెండు రావు లాస్ట్ కి మా సెలక్షన్ కమిటీ పాకిస్తాన్ సెలక్షన్ కమిటీలో తయారైందటి కరవరా బాబు hmm నీకు బండి వెళ్ళిపోయిందా కనిపించలేదు అమ్మా నాసి రూసేలాగా బాల్ అందకుండా వేస్తున్నాడేంటి అవుట్ అంపా నేను అవుట్ కాదు పవర్ అప్ బాల్ పెట్టుకున్నావు బాల్ వేస్తే ఆడలేవు తిన్న టిఫిన్ కి బిల్లు కట్టుంటే నీకు గోల్ తప్పేది ఇంకోటి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు బాబు అమృతం చూడ అన్న ఇప్పుడు ఎంత ఉందో చూడటానికి ఏముంది జీరో జీరో లాగే ఉంది పక్కకి పెరిగి ఆరైంది <laughs> అక్కడికి వెళ్ళి బ్యాట్ చేయి నా మీద ఆడటం కదా ఏముండవు అప్పాజీ గారు అది బెడ్ కాదు బ్యాట్ ఏమయ్య అమృతం ఆ పక్కన జీరో ఎలాగా మారట్లేదు మమ్మల్ని బ్యాటింగ్ చేయమంటావా వద్దండావా మీరేం కష్టపడకుండా మేము అయిపోయాం మీకు మంచి ఐడియా చెప్పనా ఏంటది మన ఇద్దరం మ్యాచ్ ఫిక్స్ అయిపోదాం నేను డబ్బులు ఇస్తాను మీకు ట్వంటీ పర్సెంట్ మరి బిల్లు ట్వంటీ పర్సెంట్ ఇస్తాను ఇంకా బిల్లు ఎందుకు నేనేం అనలేదు వద్దు నువ్వేం కంగారు పడకు నీకు ఇరవై రెండు గజాల దూరంలో నేను ఉంటాను నువ్వు ఒక్క సింగల్ ఒకే ఒక సింగల్ తీసావంటే మిగతా అంతా నేను చూసుకుంటాను అయితే అక్కడికి వెళ్ళి చూసుకో సరే ఆగు చెయ్యట్టేమిటి స్త్రీల మీద నీ ప్రతాపం స్లోగా ఇవయ్యా అంటే నిలబడా అలా అయితే బెటర్ ఇది ఏమైనా గూటి పిల్ల అనుకున్నావా గూటి పిల్ల కదయ్యా అవతల చంటి పిల్ల ఎంపైర్ గారు నా మాట ఇంట్లేదు పర్సనల్ గా మీరన్నా రిక్వెస్ట్ చేయండి బాబు చిన్నపిల్ల మెలిగా థ్యాంక్ యూ సార్ స్పీడ్ గా అలాగే <laughs> <laughs> <laughs> అవుట్ అంటే నేను ఒప్పుకోను అన్ని యాంగిల్స్ లోను రీప్లే చూడవలసిందే యాక్షన్ రీప్లే రెండు మూడు యాంగిల్స్ లో చూడాలి నాట్ అవుట్ బాల్ బాల్ చాలా పవర్ అప్ hmm. ఏంటి డ్రింక్స్ బ్రేక్ ఓవర్ మధ్యలో డ్రింక్స్ ఏంటి నాకు దాహం వేస్తుందయ్యా ah, hmm. అరే ఓపెన్ చేయరా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో వాటర్ వర్క్ టైప్ దొందుకు దొందే చేకట్టుకోవడానికా తాగడానికా తాగటానికి ఏంటి కొంచెం నీళ్ళు పట్టుకుంటానండి నేను వెళ్ళొస్తాను మీరు కూడా రండి ఏ, సినిమాకా కూర్చో రాసంతా రే బాలరా బేతకండి అది గరిటి పట్టుకున్నట్టు పట్టుకున్నారంటే బెట్ట అయిపోయింది నైన్త్ వికెట్ డౌన్ వెళ్ళి వెళ్ళి వెళ్ళి నేను సేపు పట్టదు వచ్చేయడానికి బ్యాట్ అంత లేడీ బ్యాట్స్మెన్ ఎంసెట్ ఇంకా ఒక వికెట్ ఉంది ఇదేంటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇంకా ఉన్నాడా కొంపతీస్ రాహుల్ ద్రావిడ్ ఇతను ఎంత కొట్టాడేంటి సున్నా బౌలింగ్ చాలా గా ఉంది నువ్వు ఏదో విధంగా ఒక సింగిల్ తీసిన దగ్గరికి వచ్చే మిగతా నేను చూసుకుంటా అలా చూసాడేంటి చిన్నపిల్లాడు కదా భయపడుతున్నట్టున్నాడు పాప నోట్లో మాట కూడా రావట్లేదు కరెంటు లాగే సగంలో కట్ అయిందని చిరాకు పడుతున్నారా వచ్చే వారం జనరేటర్ వేసైనా కంప్లీట్ చేస్తాం